దేశంలో పబ్జీ గేమ్ పై నిషేధం విధించిన నేపథ్యంలో నటుడు అక్షయ్ కుమార్ కీలక ప్రకటన చేస్తారు త్వరలో మల్టీప్లేయర్ గేమ్ తీసుకొస్తున్నట్లు తెలిపారు చాలా బాగుంది ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు ఏమీ జీపై నిషేధం నేపథ్యంలో ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా ఫౌజీ అనే మల్టీప్లేయర్ గేమ్ ను తీసుకొస్తున్నట్టు యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ప్రకటించారు మనకి ఫౌజీ గేమ్ వినోదంతో పాటు మన దేశం కోసం సైనికులు చేసే త్యాగ నిరతని బోధిస్తుందని అక్షయ్ కుమార్ చెబుతున్నారు కంగ్రాట్స్ రావు గారు మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది కానీ కొంతమంది కుంభాలు కుంభాలు తింటా పబ్జీకి ప్రత్యామ్నాయంగా ఫౌజీ పేరుతో ఇండియన్ యాప్ ను బెంగళూరుకు చెందిన ఎన్కోర్ గేమ్స్ రూపొందించింది గురించి అడిగారంటే బాబాయ్ బాబాయ్ బాబాయ్ గాడ్స్ పబ్జీకి ప్రత్యామ్నాయంగా ఫౌజీ పేరుతో ఇండియన్ యాప్ను బెంగళూరుకు చెందిన ఎన్కోర్ గేమ్స్ రూపొందించింది oh, తెలిసే ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది oh. ఇక్కడ నా ఆనందం అంతా ఎంత కాదు నా ఫేస్లో ఉన్న నవ్వు ఆగట్లేదు జారిన ప్రతి నోరు మూసుకోవాలి కన్ఫర్మ్ కాదురా ఆడికి పగల వాడికి ఆ మాత్రం సరిపోదు బావా ఇంకా కావాలి oh, ఎందుకురా బంగా నాలుగు రోజులు వచ్చేస్తాగా అదేంటి మరి ఇంకా రావని మన హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పింది